గుడ్ మార్నింగ్ అసలు ఫైవ్ థౌజండ్ రూపీస్లో ఎటువంటి బిజినెస్ ఐడియాస్ చేయొచ్చు వాటి వల్ల ఎటువంటి లాభాలు ఉన్నాయి అసలు ఇటువంటి బిజినెస్లు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయా లేదంటే హండ్రెడ్ పర్సెంట్ అవైలబుల్ ఉన్నాయి ఎందుకంటే ప్రతి బిజినెస్కి కూడా హై ఇన్వెస్ట్మెంట్ అవసరం లేదు చాలా చిన్న చిన్న ఇన్వెస్ట్మెంట్లతో కూడా మనం చాలా బిజినెస్లు మనం డే టు డే లైఫ్లో చేయొచ్చు అయితే కామన్గా అడిగే క్వశ్చన్ సార్ లో ఇన్వెస్ట్మెంట్లో లేదా ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్లో మనం ఎటువంటి బిజినెస్ ఐడియాస్ చేయొచ్చు అంటే హండ్రెడ్ పర్సెంట్ ప్రతి మనిషికి డే టు డే లైఫ్లో ఫస్ట్ ప్రయారిటీ ఉండేది మిల్క్ ప్రతి ఒక్కరూ మార్నింగ్ తెల్లవారేసరికి కాఫీ అనో టీ అనో ఇంట్లో పిల్లలకి మిల్క్ అనో ఏదో ఒక పర్పస్ మీద మిల్క్ని యూజ్ చేస్తూ ఉంటారు అయితే ఈ మిల్క్కి డిమాండ్ ఎంత ఉందో సప్లై కూడా అలానే ఉంది బట్ ఆర్గానిక్ మిల్క్ దొరకడం ఏ టూ కౌ మిల్క్ ఇటువంటివి దొరకడం కొంచెం డిఫికల్ట్గా ఉంది ఎందుకంటే సిటీస్లో ఇటువంటి డైరీ ఫార్మ్స్ మెయింటైన్ చేయడం చాలా ఇబ్బంది అయిన విషయం అట్ ద సేమ్ టైం విలేజ్లో ఉండే ప్రతి ఒక్కరూ కూడా విలేజ్ నుంచి ఆ మిల్క్ని తీసుకొచ్చి సిటీలో ఏ క్లయింట్కి అమ్మాలి ఎక్కడెక్కడ సప్లై చేయాలి అన్న డౌట్ కూడా ఉంటుంది ఈ గ్యాప్ని కనుక మనం బ్రిడ్జ్ చేయగలిగితే ఖచ్చితంగా ఈ బిజినెస్ ఐడియాని మనం ప్రాఫిటబుల్గా రన్ చేసుకోవచ్చు అయితే ఏ బిజినెస్ చేయాలన్నా ఫస్ట్ నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మీకు కొన్ని బిజినెస్ కార్డ్స్ ఉండాలి అంటే మీరు ఫలానా బిజినెస్ చేస్తున్నారు మీ నేమ్ మీ మొబైల్ నెంబర్ తోటి ఒక విజిటింగ్ కార్డు ఒక హండ్రెడ్ థౌజండ్ కొట్టించుకోండి ఖచ్చితంగా ప్రింట్ చేయించడం చాలా ఇంపార్టెంట్ చేసిన కార్డ్స్ని ప్రతి ఒక్కరికి డిస్ట్రిబ్యూట్ చేయండి సెకండ్ థింగ్ మీ నెట్వర్క్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది అంటే మీరు పర్టికులర్ బిజినెస్ చేస్తున్నారని కనీసం మీ సర్కిల్లో యాభై మందికి వంద మందికి తెలియాలి నెట్వర్క్ పిఆర్ లేకుండా ఏ బిజినెస్ని కూడా మనం ప్రమోట్ చేయలేం ఈ రెండు చేసిన తర్వాత ఇప్పుడు మీ నీడ్ ఏంటి ప్రతి ఒక్కరికి ఆర్గానిక్ మిల్క్ కావాలి ఈ organic milk near by A two dairies ఎక్కడైతే ఉంటాయో వాళ్ళ దగ్గర నుంచి లీటర్ సెవెంటీ రూపీస్కి ఎయిటీ రూపీస్కి ప్రొక్యూర్ చేసి మీరు సిటీకి తీసుకొచ్చి హండ్రెడ్ రూపీస్కి వన్ ట్వంటీ రూపీస్కి వాటిని సెల్ చేయొచ్చు ఎందుకంటే ఈరోజు మెట్రోపాలిటన్ సిటీస్లో కాస్మోపాలిటన్ సిటీస్లో ఈ ఏ టూ మిల్క్కి చాలా డిమాండ్ ఉంది ఏ టూ మిల్క్ ఎవరైనా లాంగ్ రన్లో యూజ్ చేస్తే even three months six months నుంచి కూడా మీకు ఇంట్లో ఏవైనా మెడికల్ ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ బాడీలో ఉంటాయి కనుక ఏ టూ మిల్క్ కన్జ్యూమ్ చేయడం మొదలు పెడితే అటువంటి ఇష్యూస్ అన్నీ కూడా తగ్గుతాయి పిల్లలకి చాలా important at the same time old age పీపుల్కి ఏవైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నా అటువంటివి కూడా ఏ టూ మిల్క్ వల్ల తగ్గుతూ వస్తాయి సో ఈ A two milk near by dairies ఎక్కడున్నాయో మాట్లాడుకొని బల్క్లో వాళ్ళకి ఒక litre seventy rupees eighty rupees దగ్గర మీరు ప్రొక్యూర్ చేసి సిటీకి తీసుకొచ్చి వాటిని హండ్రెడ్ రూపీస్ వన్ ట్వంటీ రూపీస్కి సెల్ చేసినా కూడా మీకు మంచి మార్జిన్ మిగులుతుంది పర్ డే మీరు ఒక హండ్రెడ్ లీటర్స్ తీసుకొచ్చారు అనుకోండి ప్రతి హండ్రెడ్ లీటర్స్ మీద ఇంటూ ట్వంటీ రూపీస్ అడిషనల్గా మీరు మార్జిన్ వేసుకున్న per day two thousand rupees మీరు దీని మీద ఎర్న్ చేయొచ్చు ఏది మీరు పెట్టిన ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్లో మళ్ళీ నెక్స్ట్ డేకి మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్ మీ దగ్గర ఉంటుంది అడిషనల్గా టూ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ సంపాదించిన వాళ్ళు అవుతారు ఇలా మంత్ అయ్యేసరికి పెర్ డే మీరు టూ థౌసండ్ ప్రాఫిట్ చూసారంటే మంత్ అయ్యేసరికి అది ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ రూపీస్ ప్రాఫిట్ కనిపిస్తుంది చూసారా ఒక చిన్న ఐడియా మన కళ్ళ ముందు కనబడే డే టు డే నీడ్ని ఒక బిజినెస్ ఐడియా కింద ఎలా మార్చుకుంటాం ఉన్న ప్రాబ్లమ్కి మనం ఒక సొల్యూషన్ డిజైన్ చేసి గ్యాప్కి ఒక బ్రిడ్జ్ ఫిల్అప్ చేసి మనకు ఒక బిజినెస్ ఐడియా కింద ఎలా మార్చుకుంటాం అంటే ఈ ఏ టూ కౌ మిల్క్ని విలేజెస్ నుంచి ప్రొక్యూర్ చేసి డైలీ మనం సిటీలో ఎక్కడైతే gated communities apartments software people premium clients ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు కనుక సప్లై చేయగలిగితే అక్కడ ఈజీగా మనం ఈ బిజినెస్ని ప్రమోట్ చేసుకోవచ్చు బేసిక్గా ఫస్ట్ మాట్లాడినట్టు ఈ బిజినెస్కి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఒక five thousand rupees near by సిటీస్లో ఎక్కడైనా సరే మనం నియర్ బై విలేజెస్లో ఎక్కడైనా సరే ఈ మిల్క్ని ప్రొక్యూర్ చేయొచ్చు అమ్మాల్సిన క్లయింట్స్ సిటీలో ఉండే premium clients gated communities apartments ఏ ఇంట్లో అయితే పిల్లలు ఎల్డర్ పీపుల్ ఉంటారో ఆ ఇండ్లని మనం టార్గెట్ కస్టమర్స్ కింద మాట్లాడుకోవచ్చు పర్ డే మనం two thousand rupees three thousand rupees దీని మీద మార్జిన్ తీయగలిగిన ఒక థౌసండ్ రూపీస్ లేదా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎక్స్పెన్సెస్ పోయినా ఇంకొక fifteen hundred two thousand rupees దాకా ప్రాఫిట్ మిగులుతుంది అంటే పర్ మంత్ వచ్చేసరికి ఈజీగా ఫార్టీ ఫైవ్ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ రూపీస్ బిజినెస్ దీని మీద చేయొచ్చు అట్ ద సేమ్ టైం ఈ బిజినెస్ని ఎవరెవరు చేయొచ్చు అంటే అగ్రికల్చర్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు బిజినెస్ మీద ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు డబ్బులు చక్కగా ప్రాపర్గా సంపాదిద్దాం అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే మెన్ కానీ ఉమెన్ కానీ స్టూడెంట్స్ కానీ ఎవరైనా సరే ఈ బిజినెస్ని స్టార్ట్ చేసుకోవచ్చు మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్తో పర్ మంత్ వచ్చేసరికి ఫిఫ్టీ థౌసండ్ నుంచి సిక్స్టీ థౌసండ్ రూపీస్ డబ్బులు వీటి మీద సంపాదించవచ్చు ఈ రకంగా ఎవరైనా సరే ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్తో ఎటువంటి బిజినెస్ చేయాలంటే ఏ టూ కౌ మిల్క్ మీ దగ్గర ఎటువంటి డైరీ లేకపోయినా మీ దగ్గర ఎటువంటి క్యాటిల్ లేకపోయినా సరే విలేజెస్ నుంచి ప్రొక్యూర్ చేసి ఒక మార్జినల్ రేట్లో ఆఫ్టర్ మీ ట్రాన్స్పోర్ట్ ఎక్స్పెన్సెస్ అన్నీ తీసేసినా సరే పర్ డే ఒక థౌసండ్ రూపీస్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ దీని మీద ప్రాఫిట్ తీస్తే మంత్ అయ్యేసరికి సిక్స్టీ థౌసండ్ రూపీస్ అవుతుంది ఈ విధంగా ఎవరైనా సరే ఫైవ్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ తోటి ఈ బిజినెస్ని ఎక్కడైనా సరే స్టార్ట్ చేయొచ్చు tier one tier two cities అన్నింటిలోని ఏ టూ మిల్క్ డిమాండ్ ఉంది ఇంట్లో పేరెంట్స్ ఎల్డర్స్ కిడ్స్ ఉన్న ప్రతి ఒక్కరు కూడా మిల్క్ని కన్స్యూమ్ చేస్తారు దీనివల్ల మెడికల్ బెనిఫిట్స్ వస్తాయి అట్ ద సేమ్ టైం విలేజ్లో ఉండే పీపుల్కి కూడా డైలీ మిల్క్ ప్రొక్యూర్ చేసి వాళ్ళ మిల్క్ వేస్టేజ్ అవ్వకుండా డైరీస్కి ఇస్తే చాలా తక్కువ రేట్ వస్తుంది బట్ డైరెక్ట్గా కస్టమర్కి అమ్ముకుంటే ఎక్కువ రేట్ వస్తుంది బట్ సిటీలోకి వచ్చి ఎవరికి అమ్మాలి ఆ సర్కిల్ని ఎలా బిల్డప్ చేయాలి ఎలా ఇంప్రూవ్ చేయాలి అన్న డౌట్ చాలామందికి ఉంటుంది సో మీరు ఆ బ్రిడ్జ్ని ఫిల్ చేసి ఆ సర్వీస్ని కనుక మీరు అందించగలిగితే మీరే దీని మీద మంచిగా డబ్బులు సంపాదించవచ్చు చూసారుగా లో ఇన్వెస్ట్మెంట్లో జీరో ఇన్వెస్ట్మెంట్లో మినిమం ఇన్వెస్ట్మెంట్లో ఎన్నో బిజినెస్ ఐడియాస్ ఉంటాయి అయితే ఆ బిజినెస్ ప్రాబ్లమ్ని మనం ఎలా ఐడెంటిఫై చేయాలి ఐడెంటిఫై చేసిన ప్రాబ్లమ్కి మనం ఎటువంటి సొల్యూషన్ ఇస్తాం ఆ సొల్యూషన్ని ప్రాబ్లమ్ని మిక్స్ చేసి మనం ఎటువంటి బిజినెస్ ఐడియాస్ డిజైన్ చేసి మార్కెట్లో సేల్ చేసుకుంటూ ఉండాలి దాని మీద ఎలా డబ్బులు సంపాదించాలి అనే కాన్సెప్ట్ కోసం ఈ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఏమైనా బిజినెస్ ఐడియాస్ ఉన్నా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కింద కామెంట్స్ రూపంలో వాటిని తెలపండి follow our Facebook Instagram YouTube channels for the most business ideas Happy entrepreneurship. Thank you. Bye bye.